కీర్తనల గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఒకటి నుంచి ఏడు వచనములు దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు వారు చెడిపోయిన వారు అసహ్యకారంలో చేదురు మేలు చేయవాడు ఒక్కడునూ లేడు వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యహో ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించను వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు మేలు చేయవారు లేరు ఒక్కడైనను లేడు ఆకు ప్రార్థన చేయక ఆహారం మింగినట్లు నా ప్రజలను మింగుచు పాపం చేయవారందరికీ తెలివి లేదా పాపం చేయవారు బహుగా భయపడదురు ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానం పక్షమున ఉన్నాడు బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు అయినను యహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు సియోన్లో నుండి ఒక రక్షణ కలుగును గాక యహోవా చెరలోనున్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును ఇస్రాయలు సంతోషించును